hi welcome back to our channel fun with Gully boys ఏమైందా ఈరోజు ఇంత సంతోషంగా నువ్వు స్నానం చేసినారా ఇలా గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం ఒకప్పుడు హండ్రెడ్ ఎంబీ ఉంటే రా అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు టూ జీబీ ఇచ్చినా సరిపోవట్లేదు ఎందుకంటావు అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆపుతావా రాత్రి ఉదయించే సూర్యుడు ఆపగలవా అర్ధరాత్రి సూర్యుడు ఆపవు కూడా అరే అరే సరదాగా చచ్చిపోదామా సరదాగా చచ్చిపోదామా ఏంటి మమ్మీ ఎవడీడు నిన్న నా క్లాస్కి ఎందుకు రాలేదురా మా ఫ్రెండ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది సార్ ఆడికి హెల్ప్ చేయడానికి వెళ్ళినా యో ఆ సత్యనారాయణ వ్రతం జరిగింది మా ఇంట్లో కూర్చో వద్దన్నా ఏం రో మర్యాద కాదన్నా ఫైల్స్ అరే నాకు ఒకటి వాల్యూ రా చచ్చిపోరా అది ఇంద్రా ఇప్పుడు కోడి బతుకుంటే నూట యాభై రూపాయలు అదే దాన్ని చంపి బిర్యానీ అంటే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు బై మిస్టేక్ నంబర్ ఇస్తావా ఏంది శ్యామిలి పర్లేదు నువ్వు నా నక్క పిలువు నువ్వు నన్ను అక్కనే పిలువు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ వయసు ఎంత ఇరవై నాలుగు మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంతో చెప్పు ముప్పై రెండు ఇంతకు నువ్వు ఆడా మగ మగ మగ మిషన్ బాబు అరే లా నన్ను క్షమించు అని ఏమంటారా ఐఎమ్ సారీ బ్రో నాకు తెలియదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు అరే అమ్మాయిలందరూ ఎదవలకే ఎందుకు పడతారా ఏమరా నీకే తెలవాలి ఏమరా నీకే తెలవాలి అరే లైఫ్ లో నిన్ను ప్రేమించే అమ్మాయి కంటే నువ్వు ప్రేమించే అమ్మాయి దొరికితే నీ లైఫ్ బాగుంటదిరా ఈ సోది చెప్తే వినడానికి బాగుంటుంది ఈ సోది చెప్తే వినడానికి బాగుంటుంది అంతేగా అంతేగా అరే మామ ప్రతి ఒక్కళ్ళు రెడీ అయితే మస్తు కనిపిస్తారు కదరా అవురా కానీ నువ్వెందుకురా రెడీ అయినా కూడా లత్కొరగాల లెక్కనే కనిపిస్తావు వరి వరి నిజంగా లత్కొరగాను మీరు చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి ఏం చేస్తున్నా గురించి కానీ లైవ్ లో ఇదే ఇదే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేసేయండి మా వీడియోలకి తగ్గేదేలే